hello friends welcome to my channel ఈరోజు నేను కైన్ మాస్టర్ యాప్లో కలర్ఫుల్ బార్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను చూడండి ముందుగా ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి తర్వాత sixteen is to nine aspect ratio select చేసేసుకోండి తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత ముందరికి వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి హ్యాండ్ రైటింగ్ మీద సెలెక్ట్ చేసుకోండి కలర్ అయితే వైట్ కలర్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత కింద ఎరేజర్ కింద ఒకటి ఉంది చూడండి దా దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిఫ్త్ డాట్ మీద క్లిక్ చేయండి తర్వాత రైట్ లెక్ ఇవ్వండి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం సింబల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ది దీనిలో ఏ సింబల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి అవుట్ సైడ్ ఇన్సైడ్ కాస్త ఏముండదు ఓన్లీ బాక్స్ సింబల్లో కొన్ని ఉంటుంది చూడండి నేను ఇలా చేసేసుకున్న తర్వాత ఫింగర్తో ఇలా చేసేస్తున్నాను ఇక్కడ తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్లోకి పోతే ఇలా వస్తుందండి చూడండి ఇలా వస్తుంది తర్వాత రెడ్లకి ఇవ్వండి తర్వాత మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ ఓపెన్ చేసుకుని నేను ఆ టెంప్లెట్ వీడియో ఎండింగ్లో ఇచ్చేస్తాను దీనికి వాయిస్ ఏమైనా ఉంటే తగ్గించేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఫుల్ స్క్రీన్లో సెట్ చేసేసుకొని కింద బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టీప్లే మీద సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత రెట్లకి ఇచ్చిన తర్వాత ఎండింగ్ ఎంతవరకు ఉందో చూసి చేసుకొని ట్రిమ్ చేసుకొని తర్వాత ప్లే చేయండి ఒకసారి చూడండి ఇలా వస్తుంది తర్వాత ఏం చేయాలంటే అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్ యానిమేషన్ ఉంది చూడండి సారీ హ్యాండ్ రైటింగ్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్ యానిమేషన్ లేకపోతే ఇలా డ్రా స్ట్రోక్ అని వస్తుంది అది త్రీ సెకండ్స్ అది స్పీడ్ త్రీ పాయింట్ వరకు పెట్టుకుంటున్నాను తర్వాత దాని మీద క్లిక్ చేసి అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఎరేజ్ బై స్ట్రోక్ ఉంది చూడండి దాన్ని త్రీ సెకండ్స్ మీద క్లిక్ చేసేస్తాను తర్వాత ప్లే చేస్తున్నాను చూడండి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు టెంప్లెట్ తర్వాత ఎక్స్పోర్ట్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్